సన్నిధి శివాలయాలు ఓం అరుణాచలేశ్వరాయ నమ ఓం నమో భగవతే శ్రీరమణాయ ఓం సుందరేశాయ నమ శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో అరుణాచల కార్తీక దీపోత్సవంలో ఈరోజు పదవ రోజు అత్యంత విశేషమైన రోజు అరుణాచల కార్తీక దీపోత్సవంలో ఈరోజు నిర్వహించే మహారథోత్సవం ఎంతో విశిష్టమైనది పంచమూర్తులకు పంచరథాలలో ఊరేగింపు నిర్వహిస్తారు ఈరోజు జరిగే కార్యక్రమంలో పోలీసు వారు చేసే ఏర్పాట్లకు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు అభినందనలు వారు చేసే కృషి ఎంతో ప్రశంసనీయమైనది ముందుగా ఉదయం వినాయకుని రథం మాడవీధులలో ఊరేగింపుగా బయలుదేరుతుంది ఆ రథానికి ముందు ఆలయ గజరాజు ఎంతో టీవీగా తరలి వస్తుంది చిన్న పెద్ద వృద్ధులు తేడా లేకుండా వినాయకుడు రథాన్ని లాగటానికి అనేక మంది భక్తులు ఆరాటపడుతూ ఉంటారు పురుషులందరూ ఒకవైపు స్త్రీలందరూ మరోవైపు సంతోషంగా వినాయకుని రథాన్ని లాగుతూ ఉంటారు అలా వస్తున్న రథం ముందు భక్తులు ముగ్గులు వేస్తారు ఈరోజు జనసందోహం ఎక్కువగా ఉంటుంది అలా రథం లాగే వారికి అక్కడున్న భక్తులు మంచునీటి సదుపాయాలు కల్పిస్తారు పోలీసుల పర్యవేక్షణలో ఈ రథాన్ని లాగుతూ ఉంటారు అనేక మంది భక్తులు దీప నైవేద్యాలను సమర్పించడానికి వస్తారు ఇక్కడున్న ఆచారం ప్రకారం మొక్కులు తీర్చుకోవడానికి చెరుకు గడలకు చీరలతో ఉయ్యాలగా కట్టి తమ తమ పిల్లలను ఆ ఉయ్యాలలో పడుకోబెట్టి మాడవీధులలో ప్రదక్షిస్తారు అలా వినాయకుడు మాడవీధులలో తిరిగి వచ్చిన తర్వాత వినాయకుడి రథం యథాస్థానంలో కొలువు తీరిన తర్వాత భక్తులు పిల్లలు ఆనందంతో కేరింతలు కొడతారు 看到了看到了 ఇప్పుడు కుమారస్వామి రథం బయలుదేరుతుంది అనేక మంది భక్తులు రథాన్ని లాగటానికి ఆరాటపడుతూ ఉంటారు రథం వెనుక రథచక్రాలకు యువకులు చెక్కలను పెట్టి రథం కదలటానికి బలంగా ఆ చెక్కలను తొక్కుతారు ఈరోజు ఆలయ గజరాజు ప్రత్యేకంగా అలంకరించుకుని భక్తులను ఆశీర్వదిస్తుంది వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యుడు రథంలో తరలి వస్తుండగా భక్తుల శంకారావాలతో కొమ్ము బూరాలతో మాడవీధులన్నీ మారుమ్రోగిపోతాయి అలా మాడవీధులలో సుబ్రహ్మణ్య రథం తిరిగి వస్తుంది ఈ రథాన్ని లాగటానికి ఆడ మగ చిన్న పెద్ద తారతమ్య భేదాలు లేకుండా ఆ రథాన్ని లాగి సుబ్రహ్మణ్యేశ్వరుడు అనుగ్రహానికి పాత్రులవుతారు అలా రథం యథాస్థానానికి వచ్చిన తర్వాత పిల్లలందరూ సంతోషంతో కేరింతలు కొడతారు అరుణాచల కార్తీక దీపోత్సవంలో ఈరోజు ఉదయం వినాయకుడు వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యుడు తమ తమ రథాలలో మాడవీధులలో భక్తులను అనుగ్రహించి యథాస్థానంలో కొలువుదీరి ఉంటారు Joker. ఈరోజు మధ్యాహ్నం కార్యక్రమంలో అత్యంత వైభవంగా జరిగే సోమాస్కందమూర్తి అపీత కుచాంబ చండీశ్వరుల రథోత్సవాన్ని దర్శించుకుందాం ఓం నమో భగవతే శ్రీరమణాయ ఓం అరుణాచలేశ్వరాయ నమ ఓం సుందరేశాయ నమ ప్రేమతో నీనామమాలించు భక్త భక్తుల భక్తుగా బ్రోవు మరుణాచల पालया